ఓకే ఇప్పుడు visual studio two thousand fifteen ఎలా ఇన్స్టాల్ చేయాలని తెలుసుకుందాం మీకు పెట్టినాను డీకోడ్ ఫోర్టీన్లో softwares EN Visual Studio Ultimate two thousand thirteen with update X eighty six DVD ఇక్కడ ఎక్స్ ఎయిటీ సిక్స్ అంటే thirty two bit operating system or sixty four bit operating system దేని మీద మనం ఓఎస్ని ఇన్స్టాల్ చేసినప్పటికీ ఈ ఎక్సైజ్ సిక్స్ ఫార్మేట్లో ఉండే అప్లికేషన్ ఏదైతే ఉంటుందో రెండింటి మీద వర్కౌట్ అవుతుంది అలా వర్కౌట్ అవ్వడం కోసము ఎక్సైజ్ డిసెన్స్ అప్లికేషన్ చేస్తుంది సో ఇది మనం చేసుకోవాల్సింది ఏంటంటే ultimate VS VS means Visual Studio hyphen ultimate just దాని మీద క్లిక్ చేసి రైట్ సైడ్ క్లిక్ చేయాలి రైట్ సైడ్ క్లిక్ చేసి రన్ యాజ్ అ విండోస్ ఎయిట్లో కానీ విండోస్ ఎయిట్ పాయింట్ వన్లో కానీ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ని క్లిక్ చేయాల్సి ఎస్ ఇదే కనిపించేదైతే ఉందో ఇదే Visual Studio setup అలా the following problem will setup again. To learn more, you can read the rest. The computer needs to be restarted before setup can continue. Please restart the computer and setup again. మన కంప్యూటర్ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది దీన్ని దీనికి ముందు కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం అందులో ఇలా అయింది సో కంప్యూటర్ రీస్టార్ట్ చేసిన తర్వాత మనం ఇది విజువల్ స్టూడియోని ఇన్స్టాల్ చేయాలి Thank you.